ఎవ్రీవన్ వెల్కమ్ టు మన ఇంటి థింగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మెంతికూర పప్పు అండి చాలామంది మెంతికూర పప్పు అనగానే చేదు ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు సో అలా కాకుండా చేదు లేకుండా ఇవాళ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని మీతో షేర్ చేస్తానండి సో దానికోసం మనం ఒక కుక్కర్ని తీసుకుందాం మనం ఒక కప్పు వరకు కందిపప్పు తీసుకుందాం ఆ కందిపప్పుని కొద్దిగా వాటర్ వేసేసుకొని నీట్గా వాష్ చేసుకుందాం ఏమైనా డస్ట్ అలాంటివి ఉంటే వెళ్ళిపోతుంది కదా సో ఈ విధంగా మనం దీన్ని నీట్గా వాష్ చేసుకుందాం తర్వాత వాటర్ పడేసి మరి అందులో మనం ఒక నాలుగు ఐదు వరకు పచ్చిమిర్చి తీసుకోండి అలాగే ఒక రెండు ఆనియన్ కట్ చేసుకొని ఇలా ముక్కలుగా వేసుకోండి తర్వాత ఒక రెండు కట్టల వరకు ఇక్కడ మెత్తి కూర తీసుకుంటున్నానండి దాన్ని ఇలా నీట్గా వాష్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర వీటిని వేసేసుకొని మనం బాయిల్ చేసుకుందాము ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ అదే కప్పుతో త్రీ కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి సో దీన్ని మనం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసి మూత పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి తర్వాత విజిల్స్ వచ్చాక ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసేసి చూస్తే మనకి పప్పు చక్కగా ఉడికిపోయిందండి సో ఎక్కువగా మెదపకూడదండి కొద్దిగా పప్పు పప్పుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది సో ఈ విధంగా దాన్ని మెదుపుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా లూజ్గా చేసుకుందాం పప్పుని సో మొత్తం కలిసేలాగా స్పూన్ పెట్టుకొని మనం మొత్తం కలిగి తిప్పుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుందండి మీకు ఎంత కన్సిస్టెంట్ కావాలో అంతవరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం ఇందులో పసుపు యాడ్ చేసుకుందాం తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకుందాం తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుందాం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి సో ఈ విధంగా మొత్తం కారం పప్పుకి కలిసేలా కలుపుకున్న తర్వాత మనం ఒక ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసుకుందామండి ఇలా చింతపండు రసం వేయడం వల్ల మనకి ఆ మెంతి కూర అనేది చేదు అనేది అస్సలు రాదండి చాలా చాలా టేస్టీ కూడా వస్తుంది ఇంకా ఎక్స్ట్రా టేస్టీ యాడ్ అవుతుంది సో ఈ విధంగా మనం ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకుంటే ఆ చింతపండు రసం మొత్తం పప్పుకి మొత్తం లాగేసుకుంటుంది తర్వాత అది బాయిల్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని మనం పోపుకి ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ స్పూన్స్ వరకు వా ఆయిల్ యాడ్ చేసుకుందాం తర్వాత అందులో జీలకర్ర ఆవాలు తర్వాత అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకుందాం పప్పులో చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఎండుమిర్చి వేసుకుందాం ఇప్పుడు తర్వాత మినపప్పు వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులో క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వీటిని కూడా వేసుకొని ఒక మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఒకలాంటి అరమ వస్తుంది ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఈ పోపునంతటిని మనం రెడీ చేసుకున్న పప్పులో వేసుకుంటే సరిపోతుంది అంతే మనకు వేడి వేడి మెంతికూర పప్పు రెడీ అండి ఇది హెల్త్కి చాలా చాలా మంచిది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అండ్ అలాగే ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని కానీ లేదా ఆవకాయ పచ్చడి కానీ పెట్టుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందని చెప్పండి అండ్ ఇది ఇదండి ఇవాళ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మరిన్ని రెసిపీస్ కోసం మన అండ్ థింగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు thanks for watching have a nice day bye